మనం చదివినటువంటి కీర్తన ఎగోవా అగాధ స్థలములో నుండి నేను మీకు మొరబెట్టుచున్నాను నా ప్రార్థన ఆలకింపుము నీ చెవి యొక్కిన ఆర్ధదోని వినము దేవునికి స్తోత్రం కీర్తనుడు దేవుని స్థలంలో ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభువా నేను అగాధ స్థలములో నుండి నేను మీకు మొరబెట్టుచున్నాను కష్టములో బాధలో అగాధ స్థలం అనగా కష్టము ఇబ్బందులు బాధలతో ఎన్నో ఇబ్బందులతో ఉండి ప్రియులారి అక్కడ కూడా కీర్తనుడు ఏం చేస్తున్నాడంటే దేవునికి మొరబట్టుచున్నాడు మనం ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితులు ఉన్నా దేవునికి మనం మొరబెట్టిన అనుభవం మనకు ఉండాలి ప్రార్థన మనకు ఉండాలి దేవుని అడిగినటువంటి అనుభవాలు మనకు ఉండాలి కష్టాలు వచ్చినప్పుడు మనం మానేయటం కాదు సంతోషం వచ్చినప్పుడు మానేయటం కాదు కష్టమైన సంతోషమైన ఆనందమైన సమృద్ధి అయినా వేదనైన దరిద్రస్థితి అయినా ఎలాంటి స్థితి అయినా దేవుని ఆరాధించి దేవుని మహిమపరిచి దేవుని కొరకు ముందుకు సాగిన అనుభవం మనకు ఉండాలి అలాగైతేనే దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం మనకు ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్తామా అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి ఆమె హాలేలుయ కాబట్టి ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగుదాం కష్టములోను శ్రమంలోను మనం దేవుని స్థుతిస్తాం దేవుని మయపరుస్తాం ప్రభువా నా ప్రార్థన ఆలగింపు ఎగో నీ వద్ద చెవి యొక్క నా ఆర్దతోని వినము దేవునికి స్తోత్రం మన ప్రార్థన ఆలగించిన దేవుడే మన దేవుడు చెవి ఒక్కి ఉన్నాడు మన ఆర్దతోని వినడానికి మన కష్టములు మన శ్రమలు వినడానికి దేవుడు చెవి ఒక్కి ఉన్నాడు కానీ మనం ప్రార్థన చేయటం లేదు దేవుని అడగటం లేదు దేవుని సన్నిధిలో మనం సరిగా దే లేము అందువల్ల దేవుడు ఇవ్వలేకపోతున్నారు చేయలేకపోతున్నారు కానీ ఎప్పుడు కూడా ఎల్లప్పుడు ఏ స్థితిలో మనం ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ కష్టములో ఉన్నా ఎలాంటి స్థితిలో మనం ఉన్నా మనం అక్కడ దేవుని స్థుతించాలి దేవుని మైపరచాలి దేవుని ఆరాధించాలి దేవునితో ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు మనల్ని దీవించి మనల్ని ఆశీర్వదిస్తారు మూడవ వచ్చిన ఒకసారి చదువుకుందాం ప్రభువా ఎవడు నిలవగలడు ప్రిలారా దేవుడు మన దోషాలు కనిపెట్టి చూస్తే ఎవరు నిలబడతారు ఎవరు నిలబడలేరు మన దోషాలన్నీ దేవుడు క్షమించి దేవుడు మనల్ని కరుణించి కాపాడుతున్నారు మన బెలగిన్లు ఎన్నో బెలగిన్ల మనలో ఉన్నాయి మనం అనుకున్నా నేనే దోషం చేయడం లేదు నేను వ్యభిచారం చేయడం లేదు దొంగతనం చేయడం లేదు నరగతి చేయడం లేదు ప్రిలారా ఇవన్నీ నేనే చేయడం లేదు కదా నాలో ఏ దోషం లేదు అని మనం అనుకో అనుకోవచ్చు కానీ వాళ్ళు అన్ని దోషాలు ఉన్నాయి ఒకవేళ నరగతి చేయకపోవచ్చు వ్యభిచారం చేయకపోవచ్చు దొంగతనం చేయకపోవచ్చు అవన్నీ చేయకపోయినా ప్రిలారా మన జీవితమే మనం చేసే మేలు మనం చేయకపోతే అదే పాపం అని దేవుని వాక్యంలో ఉంది కనుక దేవుని యొక్క సన్నిధిలో మన చూపు కానీ మన వెనుక్కడి కానీ మన యొక్క చర్యలు ఏది కూడా ఒకవేళ దేవునికి ఇష్టం కాకపోవచ్చు అలాగైతే ప్రిలారా దేవుని సల్లో మనలో ఎన్నో బలగీనలు మనలో ఉన్నాయి అదే దేవుని యొక్క సన్నిధికి వచ్చి మన బలగినలన్నీ దేవుని సెల్లో ఒప్పుకొని మనం విడిచిపెట్టి దేవుని కొర జీవించాలి కనుక అందుకని కీర్తన ఉంటున్నాడు ఏమంటున్నాడు ఎగోవా దోషములు కనిపెట్టుకొనిచినట్లయితే మన దోషాలన్నీ దేవుడు కనిపెట్టినట్లయితే మనం నిలబడటానికి మనకు అవకాశం లేదు కనుక ప్రియులారా మన దోషాలన్నీ క్షమించి మనల్ని విడిపించి మనల్ని కరుణించి నడిపించిన దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆ దేవుని సెల్లో మన జీవితాలు సమర్పించుకుందాం పోయిన ఆదివారం నుండి ఆదివారం వరకు కూడా దేవుడు మనకి న్యూ మేలు చేశారు దేవుడు మన కాపాడారు ఎంతోమంది ఆవదలో కష్టములో ఉన్నారు వారందరూ అందరూ అలాగని ప్రభా వెలిగినాక కష్టములు ఉండగా దేవుడే మనల్ని ప్రేమించి మనకు దేవుడు తోడయుండి దేవుడు మన దీవించి ఆశీర్వదించారు ఆయన కృప ఎంతో గొప్పది దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా మన యొక్క జీవితాలు మనం సమర్పించుకొని ప్రభు కొరకు మనం ముందుకు సాగాలి అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తారు దేవునికి స్తోత్ర ఆహాలేలుయ్య నాలుగో వచనం చూడండి నాలుగో వచనం నీ యొద్ద క్షమాపణ దొరుకును క్షమాపణ ఎక్కడ క్షమాపణ ఉన్నది దేవుని యొద్దే దేవుడు క్షమించువాడు మనల్ని కరుణించువాడు కనుక నీ సెల్లో నిలబడినట్లుగా నీ యొద్ద క్షమాపణ దొరకును ఐదో వాక్యం చూడండి కనిపెట్టుకునిచున్నాను కనిపెట్టుకునిచున్నది ఆయన మాట మీద నేను ప్రియుల దేవుని కొరకు కనిపెట్టిన అనుభవం దేవుని కొరకు ఆశతో ఉన్నటువంటి అనుభవం ఆశ పెట్టుకొని ఉన్నాను దేవుని యొక్క సన్నిధిలో ప్రిలారా మన ఆశ కలిగి ఉండాలి మన దేవుని సుధించాలి దేవుని కొర జీవించాలి నేను దేవుని కుమారుడు లేక దేవుని కుమార్తె అనేటువంటి ఆశ మనకు ఉంటే మనల్ని ఎంతగానో దేవుడు దీవిస్తారు కనుక ప్రియులారా ఆ ఆశ కలిగి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండి దేవుడు మనకు తోడై ఉండి మనల్ని కాపాడి మనల్ని దీవిస్తారు మన ఎంతవరకు మన ఆశ ఆశతో ఉన్నాం బైబిల్లో ఉంది కదా ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుచున్నాడు కనుక ఆశతో దేవుని సన్నిధికి రావాలి దేవుడు అంటే యొక్క ఆశ మనకు ఉండాలి ఆ ఆ శ్రద్ధ కలిగి ఆశ కలిగి దేవుని సన్నిలో ప్రియులారే మన నిరీక్షణ కలిగి దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు ఎంతగానో మనం దీవిస్తారు కనుక కీర్తనుడు ఏమంటున్నారంటే ఆ యహోవా కనిపెట్టుకొనిచున్నాను కనిపెట్టుకొనిచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్న తర్వాత కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకుంటే కనిపెట్టుకొనిచున్నది ఆమె ప్రజలు కావలివారు కావలివారు అంటే ఎవరు కాపల కాసిన వారు ఏ ఒక ఫ్యాక్టరీ దగ్గర కానీ లేకపోతే మళ్ళీ ఏదైనా పొలాల్లో కోతలు కలిగినప్పుడు కాపలు కాసుకుంటారు తర్వాత ఫ్యాక్టరీలోను అన్నీ కాపలు కాసి ఉంటారు కంపెనీ దగ్గర అన్నీ అన్ని వాచ్ వాచ్మాన్ ఉండారు కాపలు కాసిన వారు ఉంటారు ఆసుపత్రి దగ్గర ఇలాంటి అన్ని ఎన్నో చోట్ల మనం చూస్తున్నాం అయితే కాపల కాసిన వారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఉదయం కొరకు కనిపెట్టుకొని అదే వాళ్ళు ఉదయం కొరకు కనిపెడతారు ఎందుకని ఉదయం కొరకు కనిపెడతారు సాయంకాలం కాపలు కాయటానికి లేకపోతే వారు జోబు చేయటానికి వస్తారు వారు ఆ డ్యూటీ ప్రకారం వారు వస్తారు వారు కోరిక ఏంటంటే రాత్రి అంతా నిద్ర లేకుండా ఉండాలి త్వరగా తెల్లవారితే బాగుంది తెల్లవారుతుందా లేదా టైం ఏందా అయింది ఏ ఉదయం అయిందా నాలుగు అయిందా టై ఎలా అయిందా అలా చూస్తూ ఉంటారు ఎందుకంటే తెల్లవారితే వారు రోజు వెళ్ళిపోవచ్చని వారు కనిపెట్టి వారు నిద్రపో లేకుండా వారు కనిపెడుతున్నారు అయితే ప్రిలారా ఇక్కడ మనం చూసినట్లయితే కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టడం కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెడుచున్నది నా ప్రాణం దేవుని కొరకు కనిపెడుచున్నది నా ప్రాణం దేవుని కొరకు నేను ఎంతో ఆశతో కనిపెట్టుకుని చిన్నది దేవుని సంధికి వెళ్ళాలి దేవుని ఆరాధించాలి దేవుని మహిమపరచాలి దేవుని సుధించాలి ఇలాంటి ఆశ ప్రిలారా మన యొక్క జీవితంలో మనకు ఉండాలి కాబట్టి ఆ ఆశతో ఎవరైతే ఉన్నారో హృదయంలో ఉన్నటువంటి ఆశను చూసి హృదయంలో ఉన్నటువంటి ఆ కోరిక ఆశలు చూసి దేవుడు మనల్ని దీవిస్తారు కాబట్టి ప్రిలారా దేవుని సెల్లో మన ఆశ కలిగి దేవుని సెల్లో ఉండాలి దేవుడవుడు మనం దీవిస్తారు ఉదయం కావలి వారి ఉదయం కొరకు ఎక్కువగా ఇస్రాయేలు ఎగోవా మీద ఆశ పెట్టుకొనుము ఎగోవేద కృప దొరుకును సంపూర్ణ విమోచన ప్రిలారా ఇక్కడ మనం చూసినట్లయితే కడుతూ ఉంటున్నాడు ఇస్రాయేలు ఇస్రాయేలు దేవుని ప్రజలు ఇస్రాయేలుతో ఉంటున్నారు ఇస్రాయేలు ఎగోవా మీద ఆశపెట్టి ఎగోవా మీదే ఆశ పెట్టాలి మన ఆశ మన కోరిక ఎగోవ మీద ఉండాలి చాలామందికి ఎగోవ మీద ఆశ ఉండదు త్వరగా దేవుని సంధికి వెళ్ళాలి దేవుని స్థుతించాలని ఆశ లేదు మరి ఆశ లేనప్పుడు మీ హృదయాన్ని చూసే దేవుడు దీవిస్తారు దేవుడు నిన్ను దీవించాలంటే నీ ఆశతో దేవుని సల్లో ఉండాలి ఆశ కలిగి నిరీక్షణ కలిగి దేవుళ్ళు ముందుకు సాగినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తారు ప్రియులారా ఆశ కలిగి ఎంత ఉంది మనం దేవుని కొరకు జీవిస్తున్నాం దేవుని సల్లో మనం ముందుకు సాగుతున్నాం అప్పుడు దేవుడు మనం దీవిస్తారు ఇస్రాయేలు యగోవా కొరకు ఆశ పెట్టుకొనిము యగోవేద్ద కృప యగోవేద్ద ఏమన్నది కృప దొరుకును తర్వాత సంపూర్ణ విమోచన కూడా ఆయన దగ్గర దొరుకును కృప దొరుకుతుంది ప్రిలారా దేవుని కృప వల్లనే మనం ముందుకు సాగుతున్నాం దేవుడు అందగానో కృప కలిగిన వాడు ఆ కృపను బట్టే ఈ విధంగా మనం జీవిస్తూ ఉన్నాము కనుక దేవుని కృప ఎంతో గొప్పది ఆయన కృప దేవుని కృప లేని చొప్పులారా మనం ముందుకు సాగలేము దేవుని కృప దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించారు కనుక మనం ఎంతగానో సంతోషించాలి ఈ కృప కలిగినటువంటి వారు ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పండి ఆమె హాలేలుయా దేవుని యొక్క కృపా దేవుడు మన మీద ఉంచి ఉన్నారు అది మాత్రం కింద మనం చూసినట్లయితే సంపూర్ణ విమోచన కూడా విమోచన ఎక్కడి నుంచి మనకు విమోచన ఆయన యొక్క విమోచన ఆయన యొక్క ఉన్నది ఎక్కడి నుంచి మన జీవితంలో మన పాపములో నుండి మన అతిక్రమ దోషములో నుండి అన్ని దేవుడు మనల్ని విమోచించి ఉన్నారు దేవుడు మనల్ని విమోచిస్తారు దేవుడు మనల్ని విడిపిస్తారు విమోచన అనగా విడుదల ప్రియులారా కనుక దేవుడు ఇచ్చినటువంటి ఆ విడుదలు ఆ విమోచన చాలా గొప్పది మనం చేసినటువంటి పాపాలు దోషాలు లెక్క చేసినట్లయితే మనం జీవి జీవించలేము ఉండలేము దేవుని సలో మనం ఉండలేము కనుక ప్రిలారా దేవుని యొక్క సన్నిధిలో ఏమున్నదంటే సంపూర్ణ విమోచన ఉన్నది కనుక ఇస్రాయేల్తో కీర్తన అంటున్నాడు ఇస్రాయేలు ఎగో మీద ఆశ పెట్టుకొని కృప దొరుకును సంపూర్ణ విమోచన దొరుకును దోషములన్నిటి నుండి ఆయనే వారిని విమోచను విమోచించును ప్రియులారా మన దోషములన్నిటి నుండి ఆయనే మనల్ని విమోచించును కనుక ఆయన దగ్గర ఏమున్నదండి విమోచన సంపూర్ణమైన విమోచన కనుక దేవుని దగ్గర దేవుని యొక్క సంపూర్ణ విమోచన మనకు దొరుకుతుంది ఆ విమోచన మనం కలిగి దేవుళ్ళో మనం ముందుకు సాగాలి అందుకనే ఆ కీర్తన అంటున్నాడు ఇస్రాయేలు యహోవా మీద ఆశ పెట్టుకును యహోవా మీద ఆశ పెట్టుకును కనుక ప్రియులారా మనం దేవుని మీద ఆశ పెట్టుకుని దేవుని కొరకు మనం జీవించాలి ప్రభువులో మనం ముందుకు సాగాలి దేవుని కొరకు మనం జీవించాలి దేవుడు మనం దీవించి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు ఆయన కృప దేవుడు మనకు అనుగ్రహిస్తారు కాబట్టి ప్రియులారా ప్రతి ఒక్కరు కూడా ఆశ కలిగి దేవుని యొక్క సన్నిధికి రావాలి దేవుడు మనల్ని అద్భుతంగా కాపాడుతున్నారు కష్టము నుంచి విడిపిస్తున్నారు శ్రమలో నుండి విడిపిస్తున్నారు బాధలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తున్నారు ఆయన కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు కనుక సంపూర్ణమైనటువంటి విమోచన దేవుని యొద్ద ఉన్నది కాబట్టి దేవుని కొరకు ప్రియులారా మనం ఎంతగానో ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి దేవుని కొరకు జీవిస్తాం మన దేవుడు మనం దీవిస్తా దీవించి ఆశీర్వదిస్తారు కృప దేవుడు మనకు అనుగ్రహిస్తారు